hi friends welcome to my channel మనం ప్రతిరోజు పూజ ప్రారంభించే ముందర గంటను మ్రోగించే అప్పుడు పూజను మొదలు పెడతాం కదా అలా అసలు ఎందుకు చేయాలి అంటే కనుక మన కంటికి కనిపించని అనుకూల శక్తులు ప్రతికూల శక్తులు ప్రతి చోట ఉంటాయి అవి మనకి కనిపించకపోయినా సరే మనల్ని ఎప్పుడూ ప్రభావితం చేస్తూ ఉంటాయి ఎవరి ఇంట అయితే కనుక శుభ్రత శుచి వెలుగు ఉంటాయో వారి ఇంట కేవలం అనుకూల శక్తులు మాత్రమే ఉంటాయి కానీ ప్రతికూల శక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండలేవు అలాగే ఎవరైతే ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకుని అశుచిగా ఉంటారో వారి ఇంట వ్యతిరేక శక్తులు తిష్ట వేసుకుని కూర్చుంటాయి అటువంటి రాక్షస శక్తుల్ని పారద్రోలి దేవతలకి ఆహ్వానం పలకడం కోసమని ముందుగా గంటను మ్రోగించి అంటే గంటానాదం చేసి అప్పుడు పూజను ప్రారంభించాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇదే గంటను మ్రోగించడం వెనక అసలైన రహస్యం చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసమని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి తరువాత పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మరో విషయంతో మరో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ